అపర్ణ అనుకోడు అక్షర ఓ సునీతత్త ఓ సునీతత్త వేరే వేరే ఆ వేరే మీరు తీసుకోవాలి ఈ పిల్లవాడిని తీసుకోవాలి వాడు వాడు చేసే చేస్తున్నాడు చేస్తుంటే